స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడుస్తున్నా ఇంకా దారి లేని ఊళ్ళు కరెంటు రాని ఇళ్ళు ఓటు హక్కు రాని ప్రజలు ఉన్నారంటే సిగ్గేస్తోంది మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా మీకు తెలియదు ఎమ్మెల్యే ఎవరో తెలియదు తెలియదు ముఖ్యమంత్రి ఎవరో తెలుసా తెలియదు సార్ ప్రధానమంత్రి ఎవరో తెలుసా ఎవరికి తెలియదు సార్ ఓటు ఓటయ్యరు ఓటు వేయలేదు సార్ సో వీళ్ళకి ఒక సోలార్ లైట్ ఇచ్చారు సోలార్ లైట్ కూడా ఒక క్రైస్తవ స్వచ్ఛంద సంస్థ ఇవ్వడంతో వీళ్ళకి సోలార్ లైట్లు వచ్చినాయి వారు ఆకలిగొంటూ ఉన్నారు దప్పిగొంటూ ఉన్నారు వారు పరదేశులుగా ఉన్నారు దిక్కుమాలినటువంటి వారిగా ఉన్నారు ఎవరు వారిని పట్టించుకోవడం లే నందు విశ్వాసం ఉంచినటువంటి నీవు అలాంటి వారిని ప్రేమించాలి వారి ఆకలి తీర్చాలి యేసు ప్రభులు వారు మతైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ఆయన పరలోక రాజ్యమును గురించి దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జనాంగమును గురించి దేవుని చేత శపించబడినటువంటి జనాంగమును గురించి మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు నేను ఆకలిగా ఉన్నాను నేను దప్పిగా ఉన్నాను నేను పరదేశునిగా ఉన్నాను నేను చెరసాలలో ఉన్నాను అయితే ఎవరు నా దగ్గరికి వచ్చారంటే ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో ఎవరైతే ఏసునందు విశ్వాసం ఉంచారో ఎవరైతే ఆయన రక్తములో కడుగబడి నీతిమంతులుగా ఉన్నారో వారు వచ్చారు ఆకలి కొనినటువంటి నాకు ఆహారాన్ని ఇచ్చారు దప్పికొనినటువంటి నాకు ఇచ్చారు పరదేశిగా ఉన్నటువంటి నన్ను వారు పరామర్శించారు చెరసాలలో ఉన్నటువంటి నా దగ్గరికి వారు వచ్చారని చెప్పినప్పుడు ఆ నీతి మంత్రుల సహితం ఆశ్చర్యపడ్డారు ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభు నీవెప్పుడు ఆకలిగా ఉన్నావు నీవెప్పుడు దప్పికను కన్నావు నీవెప్పుడు పరదేశునిగా ఉన్నావు నీవెప్పుడు చెరసాలలో ఉన్నావు మేమెప్పుడు వచ్చి పనులు చేశామంటే యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు మిక్కిలి అల్పులైనటువంటి ఈ యొక్క దాసులకు చేస్తే నాకు చేసినట్లే ఇక్కడ రెండు విషయాలు ఒకటి ఈ లోకంలో చాలామంది పేదలు ఉన్నారు చాలామంది ఆకలి చేత అలమటిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు తప్పకుండా వారి యొక్క ఆపదలో వారి యొక్క అవసరములో నీవు సహాయం చేయాలి నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు నీవు ప్రార్థన చేయాలి నేను మొన్న ప్రసంగంలో చెప్పాను దావీదు భక్తుడు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఆయన కన్నీరు కార్చాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట ముప్పై ఆరో వచ్చినములో జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోవుట నేను చూచినప్పుడు నేను ఏడవగా నా యొక్క కన్నీరు ఏరులై పారింది యేసు ప్రభువులు వారు కూడా ఆయన ఎరుసలేము పట్టణాన్ని చూచినప్పుడు ఆయన ఏడిచాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే ఆ యొక్క ఎరుసలేము యొక్క పరిస్థితి ఎంత హీనమైనదిగా ఉందంటే అంతా కూడా అవినీతే దేవుని మందిరములో సహితం అవినీతే దేవుని మందిరము ప్రార్థన మందిరముగా అనబడవలసి ఉంటే ఆ యొక్క మందిరములో వ్యాపారం ఆ మందిరములో వ్యభిచారం ఆ మందిరములో ఈ లోక సంబంధమైనటువంటి రాజకీయాలు ఆ మందిరములోనే దేవుని దుఃఖపరిచేటువంటి విషయాలు ఆ మందిరములోనే దేవుడు దేవుడికి హేయమైనటువంటి పాప క్రియలు జరుగుతూ ఉంటే యేసు ప్రభువులు వారు ఆ యొక్క ఎరుషలేమునకు జరుగబోయేటువంటి ఆ యొక్క దుస్థితిని చూచి ఆయన ఏడ్చాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకే ఆయన అంటున్నాడు ఎరుషలేమా ఎరుషలేమా ఏ విధముగా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఉంచుకొని కాచి కాపాడుతుందో అలా నేను నిన్ను నా రెక్కల క్రిందకి తీసుకొని నేను నిన్ను కాచి కాపాడాలని ఎంత ప్రయత్నం చేసినా నీవు వినలకపోయావు నీవు అంగీకరించలే నీవు నన్ను తృణీకరించావు అని ఆయన ఏడుస్తూ ఉన్నాడు కాబట్టి నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల కన్నీరు కావాలి